hi friends welcome to my channel మామూలుగా మనం దోశలను రకరకాల రుచుల్లో చాలా వెరైటీగా ట్రై చేస్తూ ఉంటాం కదా అలాంటి దోశల తయారీకి కావలసిన పిండిని ఏ విధంగా పర్ఫెక్ట్గా రుక్కోవాలో మీకు చిరావురి వంటసార్లో చూపించడం జరిగింది ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము క్లిక్ చేసుకుని చూడవచ్చు అలాగే చాలా రకాల దోశలు కూడా చూపించాం కదా ఆ లింకులు కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి క్లిక్ చేసుకొని తెలుసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీకు అలాంటి మరొక వెరైటీ దోశ చూపిస్తున్నాను అదే స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఉండేటువంటి మసాలా దోశ ఈ దోశ చాలా స్పెషల్ ఎంత రుచిగా ఉంటుందో తెలియాలంటే ఖచ్చితంగా తిని తీరాల్సిందే ఇంకెందుకు ఆలస్యం మసాలా దోశని చాలా వెరైటీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దామా మరి దానికంటే ముందుగా మసాలా దోశకి మంచి టేస్ట్ని తీసుకొచ్చేటువంటి పొడిని తిరగమూత పెట్టేసుకుందాం దానికోసమని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యి వేసి అది కొద్దిగా వేడయ్యాక చూడండి ఈ పొడిని నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే బాండి పెట్టుకుని ఒక పావు స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ ధనియాలు రెండు రెమ్మల కరివేపాకు వేసి చక్కగా వేయించేసుకుని అది ఒక పళ్ళెలోకి తీసేసుకుని చల్లారి పెట్టేసుకుని మిక్సీ చేసుకునేటప్పుడు సరిపడా ఉప్పుతోటి పాటుగా ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి చక్కగా నేను ఈ విధంగా పొడి రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఈ పొడిని ఇలా వేసేసుకుని వేయించుకోవాలి ఈ పొడి వేగుతుంటే మంచి సువాసనతో భలే బాగుంటుంది అలాగే ఇలా తయారు చేసుకున్నటువంటి పొడిని దోసపై జల్లితే కనుక టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా మనం రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది వేగింది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మసాలా దోసపై వేసుకోవడానికి ఉప్మా రెడీ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి పోపు కొద్దిగా వేగాక రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించుకుని ఆరు గ్లాసుల నీరు పోసుకోవాలి ఇది మనం మసాలా దోశలోకి చేసుకుంటున్నాం కాబట్టి సింపుల్గా చేసుకోవాలి అందులోనూ ఒక గ్లాసు నూకకి ఆరు గ్లాసులు నీరు పోసుకోవాలి ఎందుకంటే దోశపైకి ఉప్మా అనేది కొంచెం పలచగానే ఉండాలి ఇప్పుడు ఈ నీటిలో కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మామూలుగా మనం వేసుకునే ఉప్పు కంటే ఉప్మాలో కాస్త ఉప్పు అనేది తగ్గించి వేసుకోవాలి అన్నీ వేసేసాం కదా ఇప్పుడు ఈ నీటిని మరగనివ్వాలి నీళ్లు మరుగుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో నూక పోసుకుంటూ ఉండలేకుండా లేకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మనం ఇందులో పసుపు వేసాం కదా అందుకని చూడండి ఉప్మా పసుపుగా కలర్ఫుల్గా భలే బాగుంది కదా ఇలా కలుపుకుంటూ మూడు నుండి నాలుగు నిమిషాలు ఉడికించుకుని కొద్దిగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మసాలా దోశకి పొడి అలాగే ఉప్మా రెండు రెడీ కదా ఇప్పుడు దోశ వేసుకోవడం కోసమని స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని చక్కగా వేడి చేసుకోవాలి ఈ బ్యాటర్ని ఇంతకు ముందు చెప్పినట్లుగా అలాగే రెడీ చేసుకున్నాను దాంతోనే దోశ వేస్తున్నాను పెనం వేడైంది కదా పిండిని గరిటె సహాయంతో ఇలా వేసుకుని చక్కగా తిప్పుకోవాలి ఇప్పుడు దీనిపై మనం ముందుగానే రెడీ చేసుకున్నటువంటి ఉప్మా వేసి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకుని పైన కొద్దిగా ఆయిల్ వేసి అట్లకర సహాయంతో ఇలా అన్ని వైపులుగా సమానంగా తరుచుకోవాలి ఇప్పుడు దీనిపై మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పొడి వేసి చక్కగా కాలనివ్వాలి బాగుంది కదా చూస్తుంటేనే నోరు ఉరిపోతుంది కదా ఇప్పుడు ఈ దోశ కాలాక ఇలా మడత వేస్తే మన మసాలా దోశ చాలా వెరైటీగా తినడానికి రెడీ చూడండి ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ గా కూడా ట్రై చేస్తే వెరైటీగా దోశ తిన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మసాలా దోశ యొక్క టేస్ట్ తెలియాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా నందల సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వెరైటీల కోసం మా మరొక ఛానల్ చిర్రావురి వంటశాలను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మా రెండు ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి తర్వాత పక్కనే ఉండే గంట సమ్మల్ని ప్రెస్ చేయండి మా రెండు ఛానల్స్ సంబంధించిన వీడియోస్ ఫేస్బుక్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది వాటిని కూడా ఫాలో అవ్వండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ